బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాష్ట్రంలో జరిగిన మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ కైవసం చేసుకుంది రంగారెడ్డి నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించింది వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఘన విజయం సాధించారు టీఆర్ఎస్ కు ఎనిమిది వందల యాభై ఓట్లు పోలవగా కాంగ్రెస్ కు ఇరవై మూడు ఓట్లు మాత్రమే వచ్చాయి మరో పది ఓట్లు చెల్లలేదు దీంతో ఎనిమిది వందల ఇరవై ఏడు ఓట్లు మెజారిటీతో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గెలిచారు అటు నల్గొండ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి విజయం సాధించారు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి లక్ష్మిపై రెండు వందల ఇరవై ఆరు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు టీఆర్ఎస్ కు ఆరు వందల నలభై ఓట్లు కాంగ్రెస్ కు నాలుగు వందల పద్నాలుగు ఓట్లు పోలయ్యాయి పంతొమ్మిది ఓట్లు చెల్లలేదు మరోవైపు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డి గెలిచారు టీఆర్ఎస్ కు ఐదు వందల పది ఓట్లు పోలైతే కాంగ్రెస్ కు రెండు వందల అరవై ఆరు ఓట్లు దక్కాయి ఇరవై ఒక్క ఓట్లు చెల్లకుండా పోయాయి